ద్రావిడ్ నువ్వు కీపింగ్ చేయి ఓకే ఒరే నువ్వు బౌలింగ్ చేయి అలాగే బ్యాటింగ్ నేను చేస్తాను బ్యాట్ అంత లేవు నువ్వు బ్యాటింగ్ చేస్తావా వెళ్ళి ఫీల్డింగ్ చేయి ఇలా అంటూనే రోజు నా చేత ఫీల్డింగ్ చేయిస్తున్నారు ఈరోజు బ్యాటింగ్ ఆడతాను సిక్సర్లు కొడతాను సిక్సర్లు కొట్టడం అంటే చూయింగ్ తిన్నంత ఈజీ కాదు సిక్సర్లు ఎలా కొట్టాలో మమ్మల్ని చూసి నేర్చుకో పోయి ఫీల్డింగ్ చేయి ఎందుకో రాంజీ రెండు రోజులుగా అసలు మన అమృతులాస్కి పొద్దున మొదలు రాత్రి వరకు ఒక్క పురుగు కూడా రావట్లేదేమిట్రా సర్లే మనం చేసిన ఐటమ్స్ పట్టడానికి కనీసం చెమలు కూడా రావటం లేదు ఏం చేతంటావు ఏమో ఆ బాస్ మాత్రం ఎండలో అక్కడ మాడి మసేలా ఉన్నాడు వెళ్ళి కాస్త పిలవకూడదు కావాలంటే నువ్వు పిలుచుకో ఈ రెండు పప్పులు నీ నోట్లో పెట్ట నా బుజ్జి అమృతం కదా వెళ్ళే ఏమండి అంబుజనాభం గారు ఎవరి కోసం ఈ మండే ఎండలో నిరీక్షణ కస్టమర్ల కోసం ఈ లోపల మీరు వడదెబ్బకి మొదటి కస్టమర్ ఎలా ఉన్నారు నా మాట విని రెండు లోపలికి నో నేను ప్రొఫెషనల్ని కస్టమర్స్ వచ్చినా రాకపోయినా డ్యూటీ అవర్స్ అయ్యేంత వరకు ఇక్కడే కూర్చుని ఉంటాను సరే చెప్పడం మా బాధ్యత ఎవడి కర్మకెవడు బాధ్యుడు ఎవడి ఇందా బాసేడి ఆయనకి మెదడులో ఫిలమెంట్ వేడెక్కట్లేదట కాస్త ఎండలో కూర్చుని చార్జ్ చూపించుకుంటున్నాడు <laughs> ఎవడి పిచ్చాడికి ఆనందం అదే పట్టుకో అరే క్యాట్ సిక్స్ రే పోలేదురా అరే నాకు చూడరా ఒరే సరవ్ బొబ్బర్లంక టైగర్ నువ్వే కదా బాల్ తెచ్చి ఆ బాడీని చూస్తే శ్రీలంక పులి కూడా చెమటలు కక్కాల్సిందే ఇక నా వల్ల అవుతుంది డ్రైవర్ నువ్వు ట్రై చేయకూడదు ఏంటి కీపింగ్ నేనే చేయాలి బాల్ క్యారింగ్ కూడా నేనే చేయాలా ఆ పర్సనాలిటీని చూస్తే మ్యాను యానిమల్ తెలియట్లేదు అంతగా కావాలంటే ఇద్దరం కలిసి చేద్దాం సరిపద రోహిత్ కొట్టిన సిక్సర్ ఎలా ఉంది వెళ్ళి ఆయన అడుగు చాలా రే కస్టమర్లు వచ్చినట్టున్నారు అరుపులు వినిపిస్తున్నాయి అవును ఎవరో ఆవురు అంటూ ఆకలి మీద వచ్చినట్టున్నారు నేను చూసొస్తా నువ్వు కూర్చో నేను చూసొస్తా ఆ రన్నింగ్ ఏమిటి ఆ రోరింగ్ ఏమిటి అరే ఈ స్వెల్లింగ్ ఏమిటి క్రికెట్ బాలు కొంచెం డెడ్ బాల్ అయ్యేది నేను ఇందాకే చెప్పారా లోపలికి రమ్మని రండి రండి ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు ఎవరికి ఎరుక కూర్చోండి తినండి ఏంటా దవడవాపు హనుమంతుడిలా ఫీల్ అయిపోయి సూర్యుడితో ముచ్చట్లాడారా కాదు ఇదే ఎంతో ముద్దాడింది ఇప్పుడు అర్థమైంది రెండు రోజులుగా కస్టమర్స్ మన హోటల్కి ఎందుకు రావటం లేదా అని ప్రపంచమంతా వరల్డ్ కప్ ఫీవర్తో అట్టుడికిపోతోంది అందుకే ఏ ఒక్కరూ గుమ్మాలు దాటి రావటం లేదు అయితే దానికి మనమేం చేయాలి మన గేట్లోకి వచ్చేలా చేద్దాం ఎలా టెంపరీ వీడియో థియేటర్ పెడతాం స్క్రీన్ కడతాం దాని మీద మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ప్రొజెక్ట్ చేస్తాం అంతేకాదు మ్యాచ్ జరిగేటప్పుడు వచ్చే యాడ్స్ని కట్ చేస్తాం వాటి స్థానంలో మన రబ్బర్ బాల చేత లోకల్ యాడ్స్ తీయించి వేద్దాం అదొక ఎక్స్ట్రా ఆదాయం మంచి ఆ, తప్పదుగా ఆ, నీ బుర్రలో ఎంత టెక్నాలజీ స్టాక్ అయింది ఇది ఇప్పటికిప్పుడు వీరికి వచ్చిన కొత్త ఆలోచన ఏం కాదు చాలా పాత టెక్నికే కానీ దాన్ని మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తాం వెరైటీగా ప్రజెంట్ చేస్తాం వెరైటీ అవును పెద్ద స్క్రీన్ పెద్ద projector Dolby stereo DTS echo sound system మొత్తం పెట్టేస్తాం దాంతో స్టేడియంలో ముగినట్టు ముగుతారు జనాలు మన హోటల్లో నాకు చిన్న డౌట్ ఏంటి డౌటే లేనట్టుంది కాదు అవుట్ కటౌట్లు చూస్తుంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టుంది ఇంక ఈ జోడీ సెంచరీ కొట్టడమే తరువాయి మనకు హోటల్కి కస్టమర్లే కస్టమర్లు డక్అవుట్ అయితే ఎదవనోరు నక్షత్ర పండిట్టు శుభమా అంటూ ఘనకార్యం తలపెడితే మీరేటండి ఈ అపశకునం అపశకునం కాదు అపసవ్యం అపసవ్యమా అంటే ఈ ఓపెనింగ్ సరైంది కాదు అంటే మళ్ళీ ముహూర్తం పెట్టాలంటారా ఏంటి నేననేది ఆ ఓపెనింగ్ కాదండి ఈ ఓపెనింగ్ ఓహో అంటే అది కాదండి ఓహో సచిన్ ద్రావిడునా అయితే సచిన్ యువరాజు రావాలన్నమాట ఇంకెవరండి శ్రీనాథ్ రావాల ఓపెనింగ్కి శ్రీనాథుడు కాదు పోతనా కాదు అంబుజనాభం అమృతరావు రావాలి అలా అయోమయంగా చూడొద్దు మామూలుగా సినిమా హీరోలకి క్రికెటర్లకి కటౌట్లు పెట్టి పూజలు చేయడం సాధారణ పద్ధతి వాళ్ళు విజయం సాధించాలని కోరుకునే అభిమానుల కటౌట్లు పెట్టి పూజలు చేయడం అసాధారణ పద్ధతి అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా వీళ్ళ స్థానంలో నీ కటౌటు అమృతరావు కటౌటు పెట్టాలి అప్పుడే మీ మనోవజ్ర సంకల్ప బలం భౌతికంగా మన క్రికెటర్లు తేలి ఆశ్చర్యపోయేలా చేస్తారు నిజమా అంతేకాదు మీ కటౌట్లకి రోజు పూజలు పునస్కారాలు చేయాలి హారతులు ఇవ్వాలి ధూపదీప నైవేద్యాలు పెట్టాలి అభిషేకాలు చేయాలి చేయించాలి చేయించాలా అవును మీలా ఆశించే అభిమానుల సంకల్పం గోరంతల్ని కొండంతల్ని చేస్తుంది వచ్చే ప్రతి కస్టమర్ చేత ఈ పూజ తప్పకుండా చేయించాలి అంటే ఇప్పుడు అంటే దానికి పెద్ద ముహూర్తం అది అక్కర్లా సత్సంకల్పం ఉంటే చాలు <laughs> ఈ కనెక్షన్స్ వైర్లని సరిపోయాయి అమృతం కట్అవుట్లు రెడీ రా దండెద్దు గాని పదండి దా తీసుకో దండే క్రికెటర్స్ కట్అవుట్ పెట్టమంటే మన దేవ్య మొహాలు పెట్టారేమిటి అబ్బా ఇది అసాధారణ పద్ధతి అసాధారణ పద్ధత అంటే అబ్బా నీకు ప్రతిదీ విడమర్చి చెప్పాలి ఇప్పుడు నక్షత్ర పంతులు లేడు మళ్ళీ నక్షత్ర పండుడు ఎక్కడ దొరికాడండి మన ప్రాణాలకి నీకు తెలియదు నువ్వు ఊరుకో అతను చెప్పింది నాకు చాలా లాజికల్ గా అనిపించింది నాకు లాగి కొట్టాలనిపిస్తుంది ఏంటే అబ్బా మిమ్మల్ని కాదండి ఆ పండిట్ని సరే సోదాపి దండై ఇంత బతుకు బతికి ఇంత వెనకాల్సి తెచ్చినట్టు నా ఫోటోకి నేను దండేను ఓ పని చేయండి ఏంటిది మీరు నా ఫోటోకి దండేయండి నేను మీ ఫోటోకు దండేస్తాను సరే కానీ కొబ్బరికాయ కొట్టి హారతి ఈ పిచ్చి పనులు నా వల్ల కాదు మీరు ఇచ్చుకోండి ఇదిగో వచ్చిన కస్టమర్లందరి చేత హారతులు ఇప్పించాలి కొబ్బరికాయలు కొట్టించాలి గడ్డం సార్ ఒకసారి మా బాస్ పిలుస్తున్నారు అక్కడ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి నువ్వేమన్నా టెండ్లు గారు ఈయనేమన్నా గంగోలీ అనుకుంటారా సమాధానం చెప్పండి మా సంకల్పమే వాళ్ళ బలం నువ్వు కొట్టవయ్యా దేవుడే ఎదురుగా ఉన్నప్పుడు విగ్రహానికి సంకల్పానికి మంచి బలం చేకూర్చాడుగా వీడెవడో పాకిస్తాన్ అభిమానం ఫుట్బాల్ అభిమానం ఇట్టాడు నువ్వు నాపల పదా చూసి చాలు రా మన పంట పండింది చూడు మనకొచ్చిన స్పాన్సరర్స్ హోలీ గోలీ రంగు సోడా చూ అండ్ స్పెచ్ గారకిల్లి చిట్స్ చేపల కూడా Chittamma wash and iron Kondayya laundry logos పెట్టుకోవాల్సింది మనం కాదు ప్లేయర్స్ ఓ మీకు ఒక మీకు దోశ ఏంటి అన్ని ఐటమ్స్ ఇలా నీలం రంగులో ఉన్నాయంటే ఆకాశం నీలం సముద్రం నీలం మన భారత క్రికెట్ జట్టు డ్రెస్ నీలం ప్రపంచ కప్ ముగిసే వరకు భారతీయం అంతా నీలమయం ఆ కోవలోనే మన అమృత విలాస్ ప్రియమైన కస్టమర్స్ అందరికీ blue idli blue dosa blue vada blue upma blue coffee మరి ఇదేంటి ఇలా కాదు mineral water but in blue మరి స్క్రీన్ మీద ఏమేస్తారు బ్లూ ఫిల్మా welcome ladies and gentlemen welcome to చాలా extra innings he's mister Avula Ambujanabham good ఆఫ్టర్నూన్ టాస్ వేయడానికి ఇంకో పది నిమిషాలు ఉంది కాబట్టి ఈలోపు సి మిస్టర్ అమృతం నాతో చిన్న డౌట్ టాస్ ఎందుకు వేయాలి పంటలు ఎందుకు వేసుకోకూడదు చాలా చెత్తగా అయ్యారు uh, మీరు చెప్పినట్టు పంటలు కూడా వేసుకోవచ్చు కానీ పంటలు వేయాలంటే కనీసం ముగ్గురు నలుగురు పక్షులు కావాలి ఇక్కడ రెండే ఉంటాయి కాబట్టి మీరు చెప్పింది సాధ్యపడదు పోనీ తోడు పంటకి ఏ పాప్కార్న్ అమ్మివ్వండో కామెంటరీ చెప్పివ్వండో తీసుకెళ్లొచ్చు కదా అలా చేస్తే టాస్ ఫిక్సింగ్ కూడా అవకాశం ఉండదు కదా నిజమే వచ్చే వరల్డ్ కప్ కి ఈ విధంగా టాస్ చేయమని మన ఐసీసీకి చెప్దాం ఈలోపు వెదర్ రిపోర్ట్ క్లౌడీగా ఉంది మేఘాలు చూస్తుంటే మధ్యలో మ్యాచ్ కొంప ముంచేలా ఉంది అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాన కురిసినప్పటికీ ఇక్కడ ఇండియాలో మా ఏర్పాట్లలో మేమున్నాం రే సర్వం ప్రొజెక్టర్ గుడిగేరా ఇప్పుడు పిచ్ రిపోర్ట్ చూద్దామా ఇప్పుడు పిచ్ చూస్తుంటే చాలా పచ్చ పచ్చగా పిచ్చ పిచ్చగా చాలా డిఫరెంట్ గా ఉంది ఎప్పుడు స్వింగ్ అవుతుందో ఎప్పుడు సీమ్ అవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు బౌన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఏం పర్వాలేదు మన వాళ్ళు చాలా బాగా ఆడతారు ఎక్స్క్యూజ్ మీ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు వెరీ సింపుల్ పిచ్ అంతా పేడతో దిమ్మిసా చేశారు కదా ఈ పిచ్చి మీద మన బ్యాట్స్మెన్ పిచ్చ కొట్టుడు కొడతారు పిచ్చి పిచ్చిగా బౌలింగ్ చేస్తారు అంబుజరామ గారు ఎవరు గెలుస్తారని చెప్పగలిగేది వెదర్ రిపోర్ట్ కాదు పిచ్ రిపోర్ట్ కాదు టీమ్ స్ట్రెంగ్త్ అంతకంటే కాదు అన్నిటికంటే మించింది షూర్ షాట్ ఎవరు గెలుస్తారో చెప్పగలిగేది ప్యారెట్ కార్డ్ ఇప్పుడు ప్యారెట్ కార్డ్తో ఏ టీం గెలుస్తుందో డిసైడ్ చేద్దాం మీరు ఒకటి గమనించాలి ఈ వరల్డ్ కప్ భవిష్యత్తు మొత్తం కూడా ఈ పారకార్డ్ మీద ఆధారపడింది. అమ్మ చెలకే అమ్మ అంటే ఈ అమ్మనకు అమ్మ ఆ Sachin double century Sourav 110 Dravid century Yuvraj one sixty two నూట అరవై రెండు పార్కులు మిస్టర్ అంబుజనాభం టాప్ ఆర్డర్లోనే మనం ఫైవ్ హండ్రెడ్ రన్స్ దాటేశాం ఇక లో ఆర్డర్ ఎలా ఉంటుంది చూద్దామా చూద్దాం చూడండి Harbhajan Singh century wow Zaheer Khan seventy five runs Ashish Nehra fifty runs అబో మన టీం మొత్తం కలిపి వెయ్యి పరుగుల కంటే ఎక్కువగా కొట్టేలా ఉంది అందులో డౌటే లేదు ఎందుకంటే ఆడేది హాలెండ్ తో కదా రెండు వేల పరుగులు పైచిలుకు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అఫ్ కోర్స్ ఆశ్చర్యపడక్కర్లేదు ఇప్పుడు మ్యాచ్ తిలకిద్దామా That's picked away. One bounce over mid wicket. They're up against a. he goes inside, caught. Brilliantly caught by the captain. Ads please ఈ బిడ్డకు తండ్రి మీరే నో నేను కాదు అవును మీరే నేనే తండ్రి అనడానికి ప్రూఫ్ లేదు ప్రూఫ్ యు మీన్ రుజువు ఎస్ ఒక్క నిమిషం అసెంబ్లీకి టైం అవుతోంది ఎనీవే ఐల్ వెయిట్ ప్రవేశపెట్టండి మహారాజాకు ప్రూఫ్ దికావో ఓ హౌ క్రూయల్ షకు మహారాజా షకు మహారాజా షకు మహారాజా షకు వాట్ ఎ ఫీలింగ్ చేపలు కొట్టుచుట్టమ్మా నీకొక మంచి బహుమతి ఇస్తాను టూ కాస్ట్లీ <clears throat> చిట్టమ్మ చేపలనే తినండి చేపల బుద్ధికి దూరం కండి ఏక్ హోలీ గోలీ ఏ ఓలీ గోలీ రేసుకొస్తావా హోలీ గోలీ భయపడ్డారా చలో ఏంటి నా కోసమా అవును తొయ్యి బచ్చా గర్ల్ హోలీ గోలీతో గేమ్సా హోలీ గోలీ the spirit of power Against the powerhouse at the moment. Again, So flurry of runs. సెంచరీలు చేస్తానన్నారు థౌజండ్ స్కోర్ చేస్తారన్నారు కనీసం ప్లస్ హండ్రెడ్ కూడా రాలేదు మ్యాచ్ కి ప్రొజెక్షన్ వాడి స్క్రీన్ ఛే ఒరే ఇలా జరిగింది మీరేం కంగారు పడకండి నెక్స్ట్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది కదా ఆ మ్యాచ్ చూడ్డానికి వచ్చిన కస్టమర్స్కి మంచి ఆఫర్ ఇద్దాం ఇండియా నెగ్గితే ఒకటి తిన్నవారికి ఇంకో ఐటెం ఫ్రీ ఎలాగూ రేట్లు పెంచుతున్నాం కదా నెగ్గిన ఆనందంలో రేట్లు ఎవరూ పట్టించుకోకుండా బ్రహ్మాండంగా తినేస్తారు దాంతో మన ఆదాయం పెరిగిపోతుంది ఊరే అంజీ అబ్బా సార్ పెట్టి పెట్టి బోర్ కొట్టింది మీరు పెట్టండి ఒరే సర్వం ప్రాజెక్ట్ రాన్ చేయమని రా ఆన్ చేయరా ఆన్ చేశాను సార్ వాడు ఎక్కడా బొమ్మ రావట్లేదు కదా సెవెంటీ ఎంఎం స్క్రీన్ లో అలా అడ్డుంటే ఎలా వస్తుంది తప్పకుండా welcome welcome to and sunny day at నగర్ సెంచురియన్ సారీ సెంచురియన్ స్టేడియం ఈరోజు చాలా శుభదినం కానుంది ఎందుకంటే ఆస్ట్రేలియా మీద టాస్ గెలిచి బ్యాటింగ్ దిగుతోంది మన భారతీయ జట్టు అలాగే ఆ రోజు ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియన్ టెస్ట్ మ్యాచ్ లో విరిచినట్టుగా ఈ రోజు కూడా మిగతా పాటలన్నీ కూడా విరచడానికి సిద్ధంగా ఉంది మన భారతీయ జట్టు వేచి ఉండండి కళ్ళారా ఆనందించండి కడుపారా తినండి అదిగో అదిగో మ్యాచ్ ప్రారంభమైంది యుద్ధరంగంలోకి విల్లంబులు ధరించి వచ్చిన వీరుల వలె మన సచిన్ గంగులీలు గ్రౌండ్కు నలువైపులా బ్యాట్లు గదల వలె తిప్పుకుంటూ <laughs> ఇప్పుడు గంగులీ అభిమన్యుడి వలె సిక్సర్ అస్త్రాన్ని అందిస్తాడు చూడండి ఈ <laughs> అభిమనుడితో పోల్చినప్పుడే నాకు వచ్చింది వెంటనే పెవిలియన్లోకి పోయాడు వస్తున్నాడు మన చచ్చర పెడుగు షేవాడ్ అయితేనే కొండంత అండగా మన కంట్రీ కొంగు బంగారం బ్రాడ్ మ్యాన్ బుడతడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఉండగా చింత దేనికి ఇదిగో అబ్బాయి ఉన్న పళంగా వాష్ చేసి ఇస్త్రీ చేయాలి వీలవుతా ఒక్క నిమిషం human feet. I'm the king of the rumba beat. When I play the maracas, I go chick chicky boom, chick chicky boom. Yes, sir, I'm human feet. I'm the craze of my native street. When I start to dance, everything goes chick chicky boom, chick chicky boom. Emergent service కు సంప్రదించండి కొండయ్య లాండ్రీ ఏ యాడ్సాప్ మ్యాచ్ అయ్యి మన ఇండియన్ టీమ్ నూట ఇరవై ఐదు పరుగులకి అవుట్ అయినా ఏం పర్వాలేదు సోదరులరా రానున్న బౌలింగ్ స్పెల్ లో మన ఇండియన్ ప్లేయర్స్ పగబట్టిన మగపాముల్లా పైకి లేచి బుసగొట్టి తొడగొట్టి పడగొట్టి ఆస్ట్రేలియన్ కంగారుల్ని కలవర పెడతారు <laughs> ఏం పర్లేదు నిరుత్సాహపడకండి సోదరులారా ఇప్పుడు తప్పకుండా వికెట్ పడి తీరుతుంది అనుకుంటాను <laughs> ఏం పర్లేదు ఏం పర్లేదు మన బజ్జీ బజ్జీయా అదే మన ముద్దుల హరిభజన్ సింగ్ ఇప్పుడు హ్యాట్రిక్ తీసుకుంటాడు బౌండరీలు కొట్టాడు తొమ్మిది వికెట్ల తేడాతో చాలా ఘోరంగా ఓడిపోయారు భారత్ డియర్ ఆడియన్స్ నిరుత్సాహపడద్దు మన సంకల్ప బలం పెంచుకోవాల్సిన తరుణం ఆసనమైంది రెట్టించిన ఉత్సాహంతో మూడింతల పూజలు చేద్దాం కటౌట్లని హారతులతో ముంచెత్తుదాం హైదరాబాద్ లోని అమృత విలాస్ లో స్క్రీన్ ప్రొజెక్షన్ వేసి మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ చేయడం వల్ల మేము సరిగ్గా ఆడలేకపోయాం ఈ ఘోర పరాజయానికి మమ్మల్ని ఎవరూ తప్పుపడడానికి వీల్లేదని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అమృతులు అసలు ఏం చేసినా ఇంతేగా ఇక్కడ స్క్రీన్ పెట్టారు అక్కడ ఇండియా ఓడిపోయింది ఈ మాత్రం దానికి నీలం టిఫిన్లు నీలం నీళ్లు చాలా ఎక్స్ట్రా ఇన్నింగ్స్ మధ్యలో కామెంటరీ ప్రొజెక్టర్ స్క్రీన్ డిటిఎస్ అయ్యో బాబు దండం పెడతారు chocolates double rates Dolby Ha ha ha! అమృతం సరోడ్ ఇన్ని బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చి పట్టారా దోమలు కూడా దించుకున్నారు కూకట్పల్లి నుంచి కూడా ఇసిరేశారండి Yeah.